ప్రైజ్ లాట్ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని వాగ్దానం వ్యూహాన పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచనం ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగాను కానీ లోకమైనను తెలుసుకొనలేదు ప్రిలారా ఆయన అంటే దేవుడు దేవుడు ఈ ప్రపంచంలో ఉండెను అంట ఈ ప్రపంచం ఆయన మూలంగా కలిగినంట కానీ ఈ ప్రపంచం ఆయనను తెలుసుకోనలేదు అవును ప్రియులారా నిజంగా ఈ ప్రపంచాన్ని చూసినట్టయితే ఆయనే దేవుడని తెలుసుకోనలేదు తెలుసుకున్న వారిని హేళన చేస్తుంది మెయిన్ గాడ్ బ్లెస్ యూ